ఎస్ ఏంటి అది నీకు తెలియాలి నో ఇది విను జూన్ ముప్పైన ఎంసెట్ పరీక్షల నిర్వహణ ఎంసెట్లో బాలుర కంటే బాలికలే ఎక్కువ ర్యాంకులు సాధిస్తున్నారు గత ఐదారు సంవత్సరాలుగా ఇంజనీరింగ్ మెడిసిన్లలో బాలుర కంటే బాలికలదే పైచేయిగా ఉంది గుడ్ చూసావా ఇప్పటికైనా మీ మగవాళ్ళ కంటే మా ఆడవాళ్లే తెలివైన వాళ్ళని ఒప్పుకుంటావా వాళ్ళ వరకు ర్యాంకులు వస్తే నీకు వచ్చినట్టు సంతోషపడిపోతావేంటి మా మగవాళ్ళ కంటే మీ ఆడవాళ్లే చిచి కాదు మా ఆడవాళ్ల కంటే మీ మగవాళ్లే తెలివిగల వాళ్ళు చిచి కాదు అసలు నేనేం చెప్పు నీ పెడత బుర్రలో ఏముందో నేను చెప్పనా మగవాళ్ళ కంటే ఆడవాళ్లే తెలివైన వాళ్ళు అంటావు ఎస్ అంత ఎస్ అయితే నువ్వు ఏ ఎంబీబీఎస్ ఏసీఎస్ చదవాలి కానీ సెవెంత్ క్లాస్ చాలు నాకు ఇంట్రెస్ట్ లేక నేను చదవలేదు మరి తవరెందుకు చదవలేదు ఎంబీబీఎస్ ఇంజనీరో ఓహో ఇప్పుడు తవర మొగుడు ఎంబీబీఎస్ ఏసీఎస్ చదవలేదని దెప్పి పొడుస్తున్నావు అనమాట నేను దెప్పితే మాత్రం నేను దెప్పితే మాత్రం ఇప్పుడు అవగలవా ఏంటి ఇదిగో చూడు మీ సెవెంత్ క్లాస్ రిజల్ట్స్ అనుకుంటా జోకు పంపించారు హలో ఆ చిన్మావయ్య గారు ఎలా ఉన్నారు బాగున్నారా ఆ ఉన్నారండి ఇమ్మంటారా ఎవరు మీ బాబాయ్ మీ బాబాయ్ బాబాయ్ ఆ బాగున్నా బాబాయ్ ఆ వ్యాపారాలు అవి ఎలా ఉన్నాయి పిన్ ఎలా ఉంది రామగడు అవునా ఇంటర్ పాస్ అయ్యాడా నెక్స్ట్ టైం టెన్త్ అదే ఎంసెట్లో జాయిన్ చేస్తావా అలాగే బాబాయ్ తప్పకుండా ఓకే అందరిని అడిగాను చెప్పండి అది చెప్తాను నిన్ను అడిగాను చెప్పండి అలాగే అలాగే ఉంటా బాబాయ్ అదేనే మా బాబాయ్ కొడుకు రాంబాబు లేడు వాడు ఇంటర్లో ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడంట వాడికి ఎంసెట్ కోచింగ్ అని మన దగ్గరికి హైదరాబాద్ పంపిస్తాడట ఏదైనా మంచి కోచింగ్ సెంటర్ ఉంటే జాయిన్ చేయమంటున్నాడు అయినా వాడు లక్ష లక్షలు గదిపోతే తింతొంగకుండా అడిగి కోచింగ్ లవి ఎందుకు చెప్పి అందరూ నీలాగే ఉంటారా నువ్వెలాగో చదవలేదు సరే కనీసం మీ వంశంలో ఒక ఇంజనీర్ డాక్టర్ ఉన్నాడా అవునే మా వంశంలో ఎవరు చదువుకోలేదు మీ వంశంలో మాత్రం అందరూ ఐఏఎస్లు ఐపీఎస్లు అతి తక్కువగా చదువుకుంది ఎంబీబీఎస్ నేనే సెవెంత్ క్లాస్ ఫెయిల్డ్ సెవెంత్ ఇప్పుడు ఈ ఎందుకు నీ వల్ల లాగు కాలేదు కనీసం వాడినైనా ఇంజనీర్నో డాక్టర్నో చేయొచ్చు కదా ఇప్పుడు నేను ఉన్న పరిస్థితుల్లో నాకు వీలవుతుందంటావా చూడు మీ బాబాయ్ లక్షలు సంపాదించాడని చెప్పావు కదా ఇప్పుడు వీడిని ఎంసెట్ కోచింగ్ సెంటర్లోనో చేర్పించి బాగా చదివించి మంచి ర్యాంక్ తెప్పించావనుకో రేపు పొద్దున్న నీ ఉద్యోగానికో వ్యాపారానికో మీ బాబాయ్ని సాయం అడగచ్చు టిట్ నీ మొహం నీకు అసలు పోలికే తెలీదు దాన్ని ఇచ్చిపుచ్చుకోవడం అంటారు అదే కదా నేను ఇంగ్లీష్లో చెప్పాను నీకు రాదు వస్తున్నా వచ్చే వరకు కూడా ఆగరే <laughs> ఎరా బెవర్సు పొద్దున్నే తగలటం ఏంటి ఇంకా కాఫీ కూడా పెట్టలే చా నీలా పెళ్ళం కాఫీ పెట్టించేదాకా దేవురించాల్సిన కర్మ నాకేం పట్టలేదు అవసరమైతే నా కాఫీ నేనే పెట్టుకుంటాను విషయం ఏమిటంటే నువ్వు రామ్మా అన్నయ్య ఒరే రాంబాబు నువ్వెప్పుడొచ్చారా ఇప్పుడే సంజు ఆ, నీ బాబాయ్ కొడుకు నీ అడ్రస్ కోసం వెతుకుతుంటే తీసుకొచ్చాను రా అవునా ఎవరొచ్చారు చూడు రాంబాబు హలో ఎలా ఉన్నావు ఆ బాగున్నాను ఇంట్లో అందరు బాగున్నారా అందరూ బాగున్నారు సర్లే ప్రయాణం చేసి అలసిపోయి ఉంటావు లోపలికి వెళ్ళి డ్రెస్ తీసుకుందు పద మీ బాబాయ్ కొడుకు హైదరాబాద్ చూడడానికి వచ్చాడా లేదురా కొంటానికి వచ్చాడు ఫీల్ అయ్యవా నువ్వు ఫీల్ అయినా పర్లేదు కానీ ఒరే ఓ రెండు రోజులు నువ్వు నాతోనే ఉండి నా పళ్ళన్నీ చేసి పెట్టాలరా నీ పిచ్చి గాని నేను నీతో లేనిది ఎప్పుడు నువ్వు నా సహాయం కోరకుండా పనిచేసింది ఎప్పుడు రా <laughs> ఆ విషయం మనం చూస్తున్న అందరికీ తెలుసు కానీ ఈ హైదరాబాద్ సిటీలో ఎంసెట్కి hmm. మంచి కోచింగ్ ఇచ్చే సెంటర్ ఎందుకు పట్టుకోవాలి దాన్నే ఉందిరా పేపర్లో రోజు వంద యాడ్స్ వస్తుంటాయి మా కోచింగ్ సెంటర్లో మీ కుర్రాన్ని చేర్పించండి మా కోచింగ్ సెంటర్లో వెయ్యి ర్యాంకులు వచ్చాయి రెండు వేల ర్యాంకులు వచ్చాయని పెద్ద పబ్లిసిటీ ఇస్తుంటారా వాళ్ళు ఫీజు లక్షలో ఉంటుందా అబ్బే ఓ రెండు మూడు వేలు అవుతాయి అంతేనా అంతే ఒకవేళ ఫీజులు ఎక్కువ మనకు నచ్చలేదు అనుకో నేను లేను ఫీజులు కట్టేస్తావా కాదు కోచింగ్ ఇవ్వడానికి ఎంసెట్ కోచింగే అసలు నేను పెద్ద ఇంజనీర్ అవుతానని మా తాత నా చేయి చూసి చెప్పాడు తెలుసా మీ తాత పొరపాటు రా ఏమని చేయి కాకుండా బుర్ర చూసుంటే అలా చెప్పేవాడు కదేమో సార్ మా వాడి ఇంటర్ ఫస్ట్ చేయి మా వాడి ఇంటర్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడండి అది సరే అసలు సర్టిఫికెట్ ఏది అసలు సర్టిఫికెట్ అదేనండి లక్ష్మణ కోచింగ్ సెంటర్ సర్టిఫికెట్ అలాంటిది ఏం లేదండి లేదా అయితే మీరు బయటకు పోండి నెక్స్ట్ ఇదిగో బాబు లక్ష్మణ కోచింగ్ సెంటర్ అంటే ఏంటి రామయ్య కోచింగ్ సెంటర్లో చేరాలంటే ముందుగా లక్ష్మణలో కోచింగ్ తీసుకోవాలి అలాగా అంతేకాదు లక్ష్మణలో చేరాలంటే ముందుగా భర్తలో జాయిన్ అవ్వాలి మరి భర్తలో జాయిన్ అవ్వాలంటే శత్రుఘ్న సిన్హాలో చేరాలి ఇవన్నీ ఎవరి బాబు మా సార్ తమ్ముళ్ళవి రై ఈ చైన్ సిస్టమ్ మన వల్ల కాదు కానీ మనం ఇంకో కోచింగ్ సెంటర్కి వెళ్దాం పదా ఏరా మనం ఎంసెట్ కోచింగ్ వచ్చామా నర్సరీ కు వచ్చామా అబ్బా నీకు అన్ని డౌట్స్ అది కదా అక్కడ పిల్లలు నువ్వు నీకు అర్థం కాల పెళ్ళై పిల్లలు పుట్టినా కూడా ఎంసెట్ పాస్ అవక ఇప్పుడు కోచింగ్ వచ్చి ఉంటారు ఓహో ఆ, సార్ మీరు లోపలికి రండి అరే పిలుస్తున్నారా రారా ఎవరు క్యాండిడేట్ ఇతనేనండి ఇతనా ఆ, ఏం చదువుతున్నాడు జస్ట్ ఇంటర్ కంప్లీట్ చేశాడు మీరు చాలా పొరపాటు చేశారండి ఇతను ఎల్కేజీ చదువుతున్నప్పుడే తీసుకొచ్చి ఇక్కడ జాయిన్ చేసుంటే చాలా బాగుండేది ఎల్కేజీయా అవును ఎల్కేజీ నుంచి అయితేనే మేము ఎంసెట్ కోచింగ్ ఇవ్వగలం అంటే ఆ స్టేజ్ నుంచే ఎంసెట్ కోచింగ్ సైడ్ ట్రాక్లో ఇస్తూ ఉంటాం అనమాట ఎల్కేజీ నుంచా అది ఎలా సాధ్యం అండి ఆల్రెడీ వాడు ఇంటర్ చదివేశాడు sorry I can't help foundation స్ట్రాంగ్గా ఉండాలని గట్టిగా నమ్మే వ్యక్తి నేను అంతగా కావాలంటే మీ వాణ్ణి మళ్ళీ ఎల్కేజీలో చేర్పించండి మేము లాంగ్ టర్మ్ కోచింగ్ తప్ప షార్ట్ టర్మ్ కోచింగ్ ఇవ్వం ఎందుకంటే బిల్డింగ్ స్ట్రాంగ్ గా ఉండాలంటే పునాది స్ట్రాంగ్ గా ఉండాలి కదా అవునవును స్ట్రాంగ్ గా ఉండాలి మీ ఎంత స్ట్రాంగ్ గా ఉండాలి ఏ పదరా ఎల్కేజీ చదివే కురాళ్ళు ఎవరైనా ఉంటే మా దగ్గర చేర్పించండి ఎంసెట్ కోచింగ్ ఇస్తాం సార్ చిన్న సజెషన్ ఏంటది ఏం లేదు మీ ఇంటి పేరు ఏ బదులు పిఎన్ మార్చుకుంటే బాగుంటుందేమో అంటే మిమ్మల్ని పునాది పురుషోత్తమం అని పిలిస్తే బాగుంటుంది కదా మా దగ్గరకు వచ్చే పిల్లల తాలూకు అటేడు తరాలు ఇటేడు తరాలు మొత్తం ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూస్తాం మేము మంచి కోచింగ్ సెంటర్ తీసుకెళ్ళరా అంటే పెళ్ళిళ్ళు పేర దగ్గర తీసుకొచ్చావారా <laughs> అబ్బే మా రాంబాబుకి ఇప్పుడు పెళ్లికేం తొందరలేదండి ముందు ఇంజనీరు డాక్టర్ అయిన తర్వాత నేను చెప్పేది పెళ్లి గురించి కాదు మరి దేని గురించి ఎంసెట్ కోచింగ్ గురించి మరి అటేడు తరాలు ఇటేడు తరాలు అన్నారు అది మా ఫండమెంటల్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ అంటే వెరీ సింపుల్ కురవాడ తండ్రి ఐఏఎస్ అయ్యి ఉండాలి తాత ఐపీఎస్ఎస్ ఉండాలి ముత్తాత ఐఎఫ్ఎస్ చేసి ఉండాలి అమ్మ ట్రిపుల్ ఐటి అమ్మమ్మ ఐఐటి అక్క ఎయిమ్స్ అన్న ఏసీఎస్ పిల్లవాడి చిన్నాన్న పెదనాన్న కనీసం సిఏ ఐసీడబ్ల్యూ చేసి ఉండాలి ఓహో కుటుంబ సభ్యులంతా పైవన్నీ నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్లో పాస్ అయి అర్హత కలిగి ఉంటే డెఫినెట్గా మీ వాడికి వన్ మంత్ కోచింగ్ ఇస్తాం ఇప్పుడు చెప్పండి అబ్బాయి తండ్రి ఏం చదువుకున్నాడు ఇంటర్ ఇతని తల్లి ఏం చదువుకోలేదు మీరేం చదివారు బీకామ్ బీకామ్ మీరేం చదివారు బిఏ ఇన్ బ్రాకెట్ బ్రాకెట్ అదే ఇంకా పూర్తవలా సారీ మీ వాడికి మేము కోచింగ్ ఇవ్వలేం ఏ మా ప్రిన్సిపల్స్ ప్రకారం అన్ని ఉండి ఉంటే అంటే మీ వాడిని వన్ మంత్ కోచింగ్ లోని టాప్ ర్యాంక్ అని చేయగలిగేవాడిని కానీ వన్ మంత్ కాదు కదా మరి టెన్ ఇయర్స్ అయినా ఇప్పుడు నాకు నమ్మకం లేదు అవన్నీ ఉండుంటే నీ దగ్గరికి ఎందుకు వస్తాం ఇంట్లోనే ఏకంగా కోచింగ్ సెంటర్ పెట్టేవాళ్ళం పదండ్రా పదండి పోయిన ఏడాది మా సెంటర్లో ర్యాంక్ సాధించిన బాలబాలికల ఫోటోలు గోరింక నాయుడు తొమ్మిదో ర్యాంక్ గోరింక యాదవ్ పదో ర్యాంక్ చిలకమ్మ ఇరవై ర్యాంక్ మైనారావు ఇరవై ఐదు మైనా మాలిక్ పంతొమ్మిది మెడిసన్లో గోరింకేశ్వరరావు ఇరవై రెండు మీ మీద గట్టి నమ్మకంతో మేము ఇక్కడికి వచ్చాం దయచేసి మావాణ్ణి కూడా ఇలా తయారు చేయండి మేము అందరిలాగా పిచ్చి పిచ్చి రూల్స్ పనికిమాల కండిషన్లు అలాంటివి ఏం పెట్టాం మేమిచ్చే కోచింగ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది దానికి మీ వాడు తట్టుకుని కష్టపడాలి ఎంత కష్టమైనా పడతాడండి మంచి ర్యాంక్ రావాలి అతను ఒక్కడే కష్టపడితే కాదు అతనితో పాటు సమానంగా మీరు కష్టపడాలి మాకు ర్యాంక్ అక్కర్లేదండి తనకొస్తే చాలు ర్యాంక్ వాడొక్కడికే కష్టం మనందరిది అంటే ఎలా చెప్తాను ఇవాళ నుండి ఎగ్జామ్కి ముప్పై రోజులుంది ఈ ముప్పై రోజుల్లో ఎంత అయినా సరే వెనకాడకూడదు వెనకాడం ఇరవై నాలుగు గంటలు కష్టపడాలి పడతాం మేము ఇక్కడ క్లాసులో ఇచ్చే కోచింగ్తో పాటు మీరు ఇంటి దగ్గర ఇచ్చే కోచింగ్తో సమానంగా ఉండాలి అదేలా నేను మీకు ముప్పై రోజులు ప్రిస్క్రిప్షన్ ఇస్తాను కురవాడు కోచింగ్ సెంటర్ నుంచి రాగానే ఆ ప్రిస్క్రిప్షన్ ఫాలో అవ్వండి దీని ఇంటికి తీసుకువెళ్ళి క్షుణ్ణంగా చదివి దీన్ని ఫాలో అయితే మీ వాడు టాప్ ర్యాంక్ సాధించడం ఖాయం అలాగే సార్ తప్పకుండా ఫాలో అవుతాం సరే కోచింగ్ ఫీజు పదివేలు ప్రిస్క్రిప్షన్ ఫీజు ఇరవై వేలు మొత్తం ముప్పై వేలు మీకు ఇచ్చే కోచింగ్ ఫీజు కన్నా మేము ఫాలో అయ్యే ప్రిస్క్రిప్షన్ ఖర్చు ఎక్కువయ్యేలా ఉంది అది ఏమైనా ఆషామాషి ప్రొసీజర్ అనుకుంటున్నారా మా లెక్చరర్స్ కొన్ని సంవత్సరాల పాటు రీసెర్చ్ చేసి కాచి వడబోసి ఆ ప్రొసీజర్ తయారు చేశారు ర్యాంక్ వచ్చాక మీకే తెలుస్తుంది దాని విలువేంటో ఓకే సార్ <laughs> ఎనీహౌ మా వాడికి సీట్ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి దీని అంతటికి ముందు ఇంకో ప్రొసీజర్ కూడా ఉంది ఏంటది ఇదేంటి సార్ సరస్వతీదేవి చేతిలో గ్రైండర్ ఉంది మరి అదే ఈ ఫోటోకి ఫ్రేమ్ కట్టించి రోజు దినచర్య ప్రారంభించే ముందు మనవాడి చేత పూజ చేయించండి అమ్ము ఈ కేకేసీసీ అంటే ఏంటి కేకేసీసీ అంటే కుక్కు కక్కు కోచింగ్ సెంటర్ అతి కష్టం మీద మన వాడికి ఇందులో సీట్ దొరికింది ఇంకా ర్యాంక్ రావాలంటే మన వాడు పడే కష్టం మీద ఆధారపడి నీకెందుకురా నేనున్నాగా ఏంటి ర్యాంక్ రాకుండా తీయటం కోసం అదే మరి ఈ ప్రిస్క్రిప్షన్ ప్రొసీజర్ ని తూచా తప్పకుండా పాటిస్తే ర్యాంకు తప్పకుండా వస్తుంది ఆ పైన సరస్వతీదేవి కటాక్షం కూడా మనకుంది సరే ఇవాళ నుంచి మొదలు పెట్టేద్దాం ఈ ప్రొసీజరు ముందు మొదటి పద్ధతి ప్రకారం అన్ని రెడీ చేసుకున్నావా వాడు వచ్చే టైం అయింది అన్ని రెడీగా ఉన్నాయి అడుగో వచ్చేసాడు ఆ, ఏ రాంబాబు కూర్చో రోజు ఈరోజు క్లాస్లో ఏ సబ్జెక్టులు ఏ చాప్టర్లు చెప్పారు ఫిజిక్స్ మ్యాథ్స్ కెమిస్ట్రీలో కైనమాటిక్స్ క్యాలిక్యులస్ ఆర్గానిక్ కెమిస్ట్రీ అలా చెప్తే అర్థం కావట్లేదురా ఏ ఏ పేజీలో చెప్పారో చెప్పు కడతా అండి ఆ పేపర్లలో చుట్టారా వచ్చేసి అంతే అంతే ఇదేంటిది ప్రింటింగ్ మ్యాటర్ లోపల పంపిస్తే వైట్ పేపర్ బయటకు వచ్చింది అంటే అక్షరాలన్నీ నీ బుర్రలో ఉండిపోయినాయి అనమాట వెరీ గుడ్ ఇంకోటి next chemistry Hyderabad city central లైబ్రరీలో కూడా ఇన్ని పుస్తకాలు ఒకేసారి నేను చూడలేదురా ఏంటి అన్నీ ఈరోజు చెప్పిన పాట అవును ఇలాగే ఇంకా రోజు చాలా పంపిస్తారంటన్నయ్య ఓహో అయితే ఓ పని చేస్తే పోలే ఏంటి ఆ ఆటో ట్రాలీని వన్ మంత్ కాంట్రాక్ట్ తీసేసుకుందాం ఆ ఏర్పాట్లన్నీ నేను చూసుకుంటా గానీ ముందు పొద్దున్న తెచ్చిన గ్రైండర్కి మనం పని చెప్పాలి ఓకే చెల్లెమ్మా చెల్లెమ్మా నేను రెడీ ఒరే రాంబో ఇన్ని పుస్తకాల్లో ఏ ఏ పుస్తకంలో ఏముందో ఎలా తెలుస్తుందిరా అందుకనే ఈ పుస్తకం ఎన్ని పుస్తకాల్లో ఏముందో ఈ పుస్తకంలో మరి ఈ పుస్తకంలో ఏముందో ఇంకో పుస్తకం వద్దురా కన్ఫ్యూజ్ అయిపోతాను జ్యూస్ రెడీ ఎరా దాంట్లో ఎస్ఎన్స్ కలిపావా అవి రెడీ ఒరే అమృతం బ్లూ ఇంక్ తెలివితేటలకి రెడ్ ఇంకేమో జ్ఞాపశక్తికి ఇక చూసుకో మెదడులో అచ్చుగుద్దినట్టు ఉండిపోతుంది ఆ, ఏది నోరు తెరు ఒరే తమ్ముడు ఇక్కడి నుంచి రోజు నీ స్నానం ఈ పెరట్లోనే ఓకే అంజీ తీసుకొస్తున్నావా ఆ వస్తున్నా తెస్తున్నా షాంపూ రెడీ అది ఈ పేపర్ గుజ్జుని నీ తలకి షాంపూలో పట్టించేస్తాను ఇక్కడి నుంచి మ్యాథ్స్ కెమిస్ట్రీ ఫిజిక్స్ నీ ఫిజిక్ లో ఇమిడిపోతాయి అదిగో మెల్లి మెల్లిగా ఈ పేపర్ గుజ్జుని బ్రెయిన్లోకి ఎక్కిపోతుంది ఎక్కుపోయింది ఇప్పుడు ఎంసెట్ పేపర్ నీ కళ్ళ ముందు ఓపెన్ అయింది eyes close d by dx of x power n is equal to n into x power n minus 1 e is equal to mc square integration of x power n is equal to x power n plus 1 మెల్లమెల్లగా దీని ప్రభావం ఎంత బాగా పనిచేస్తుందో d by dx of a plus b whole square equals to integral 1 by a plus b whole square that is dA by dx plus dB by dy equals to m1 by m2 equals to v1 d by a plus b whole square that is differentiation is inverse of integration మనం చదువుకున్న రోజుల్లో ఈ ఏర్పాట్లన్నీ ఉండుంటే నేను డెఫినెట్గా ఏ ఐఏఎస్ అయి ఉండేవాడిని ఏ నేను అయ్యేవాడిని కదా నువ్వు అయ్యేవాడివి మరే బ్రాకెట్లో ఐపీఎస్ అర్జుడు అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా అమ్మాయి అరనవ్వు నవ్విందో ఫుల్గా ఏడ్చిందో మనకెందుకురా నువ్వు కామ్గా చదువుకోవచ్చుకే A plus B whole square is definitely equal to A square plus B square plus two AB నీ టాలెంట్ బంగారం గాను నువ్వు పాఠాలని పాటలుగా చదువుతావా చదువుకోమ్మా సంజు ఇదిగో వీడి పేపర్ దోసి తీసుకురా తెస్తున్నా మహాప్రభు తెస్తున్నావా కొంచెం ఆయిల్ తక్కువై tiffin ready paper dosa ready ఇదిగో ఇంక్ చట్నీ నంచుకుని తిను వెరీ గుడ్ బ్రాంచ్గా రాంబాబు గారికి రేపే ఎగ్జామ్స్ కాబట్టి మనందరం రేపొద్దున్న సరస్వతి దేవికి మహాప్రసాదం నైవేద్యంగా పెట్టాలి ఏ ప్రసాదం చేయాలి ఇదిగో ఈ బుక్స్ అన్ని నేను కుక్కటేశ్వరరావు గారు రాంబాబుకి ఇచ్చాడు నువ్వు రోజులాగా ఒక పేపర్ పుస్తకం కలిపి పెట్టకుండా కొండ కొండంత బుక్స్ గ్రైండర్లు వేసేయి కలిపేసేసి కాన్సన్ట్రేటెడ్ జ్యూస్ చేసి ముందు దేవుడికి నైవేద్యం పెట్టి తర్వాత ఇడిపెట్టు అమ్మ బాబోయ్ ఈ కొండని కరిగించాలంటే పని ఇప్పుడే ప్రారంభించాలి నాయన రాంబాబు నా ముద్దుల ర్యాంబో ఇది సరస్వతీదేవి మహాప్రసాదం నాయన సర్వ ఎంసెట్ పుస్తక భాండాగార కాన్సన్ట్రేటెడ్ జ్యూస్ ఈ నైవేద్యాన్ని గటగటా తాగేనాయన ఇది నువ్వే స్వీకరించాలి ఒక్క బొట్టు కూడా వృధా పోకూడదు తాగే వెళ్ళొస్తాను uncle wish you best of luck exam బాగా రాయాలి వెళ్ళొస్తాను వదినా ఆల్ ది బెస్ట్ మంచి ర్యాంక్ సాధించుకురా నీ ర్యాంకే మా బంగారు భవిష్యత్తు ఆ సంగతి తర్వాత చూసుకుందాం థ్యాంక్ యూ అన్నయ్య థ్యాంక్స్ ఏంట్రా నేను నీతో రావాలి కదా పద స్టూడెంట్స్ మీరు ఇంక ఎగ్జామ్ మొదలు పెట్టవచ్చు ఏంటడావిడే మన ర్యాంబోకి అప్సెట్ లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అప్సెట్ ఏంటి అదే ఎంసెట్ లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది ఇదిగో పేపరు అమ్మో ఇదిగో ఫోటో కూడా పడింది <laughs> అమ్మా సరస్వతి మేం పడ్డ కష్టానికి తగిన ప్రతిఫలం అందించాం తల్లి <laughs> ఒరే అమృతం మన ర్యాంబో కౌన్సిలింగ్ కి మనం ఉండటం నాకు చాలా థ్రిల్లింగ్ గా ఉంది ఒరే జీవితంలో మనం సాధించలేకపోయినా వీడు సాధించినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది మీరు అప్పుడే నా కోచింగ్ సెంటర్లో జాయిన్ అయి ఉంటే ఈ పాటికి మీరే పొజిషన్ ఉండేవారు ఊహించుకోండి ఇక్కడ ఫస్ట్ ర్యాంక్ వచ్చిన రాంబాబు ఎవరండి తినే రండి లేకరా రారా మీ పూర్తి పేరేంటి అది మీరే చెప్పాలి మేం చెప్పాలా మీరేం వర్రీ కాకడ సార్ నేను నేను చెప్తాగా బాబు నీ పూర్తి పేరేమి A David Rambabu B Zaheer Rambabu C Jawad Rambabu D Rambabu Singh C Javvadi Rambabu చూ- చూసారా ఎంత కరెక్ట్ చెప్పాడా నీ నేటివ్ ప్లేస్ ఎక్కడ అది మీరే చెప్పాలి వాట్ మీకెందుకు సార్ నేను చూసుకుంటాగా బాబు నీ నేటివ్ ప్లేస్ ఏది A Washington B Moscow C Islamabad D Bhimavaram D Bhimavaram ఇంజనీరింగ్లో మీరు ఏ గ్రూప్ తీసుకోవాలనుకుంటున్నారు రాంబాబు ఏ గ్రూప్ తీసుకుంటావు A electronics and communication B general surgery C tailoring D tabla A electronics and communication okay నువ్వు ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్ కాబట్టి ఏ కాలేజీలో చేరాలన్న ఛాయిస్ నీకే వదిలేస్తున్నావు ఇది మమ్మల్ని చెప్పమన్నా మాకేం అభ్యంతరం లేదు ఏదో కాలేజీలో తోసేస్తాం మీకెందుకు సార్ ఆశ్రమ ఆ ఛాయిస్ కూడా మావాడికి వదిలేద్దాం నీకే యూనివర్సిటీలో సీట్ కావాలి ఏ తక్షశిల బి మదర్సా C Poona film institute D Andhra university D Andhra university నీకు సీట్ ఇచ్చే ముందు ఒకే ఒక్క ప్రశ్న మల్టిపుల్ ఛాయిస్ ఇస్తాం నీకు కోచింగ్ ఇచ్చినవాడు ఏ పరమసుంట బి వెదవన్నారు వెదవా సి నీచ్ కమీన్ కుత్తే డి పైన చెప్పినవన్నీ డి పైన చెప్పినవన్నీ